చెలిమెల్లా నిలుదాగా ఓకే సెల్లెలో చంద్రమ్మ నిలుదాగా ఓకే సెల్లెలో చంద్రమ్మ ఆ నీళ్లు దాగుతే వాంతులే జోరే చెల్లెలో చంద్రమ్మ వాంతులే జోరే సెల్లెలో చంద్రమ్మ వాంతులే జోరైతే సెల్లెలో చంద్రమ్మ